hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates చంద్రబాబుపై రామోజీ విమర్శలు నిజమా నమ్మాల్సిందేనా ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో ఊరు వాడ తిరుగుతూ సభలు పెడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సభల్లో భాగంగా ప్రజలకు జోకులు చెప్పి నవ్విస్తున్నారు తాజాగా నూజివీడిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన జోక్ కూడా మరోసారి నవ్వుకునేలాగానే ఉంది ఇంతకు నూజివిడి ప్రజలకు చంద్రబాబు చెప్పిన జోక్ ఏంటో తెలుసా మార్గదర్శి సంస్థ విశ్వసనీయత నిజాయితీ గురించి తమను అడిగేవారు లేరు కదా అని విచ్చలవిడిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ అసలేమాత్రం చట్టాలనే పట్టించుకోకుండా అక్రమార్క వ్యాపారం సాగిస్తున్న సంస్థ మార్గదర్శి అనే సంగతి ఏపీ సిఐడి సోదాలతోనే బయటకు వచ్చింది ఇన్నాళ్ళు అంత గుట్టుగా వాళ్ళు ఆ వ్యాపారం సాగించారు మొత్తానికి సిఐడి వారి సోదాలు విచారణలతో డొంక నెమ్మదిగా కదులుతోంది ఏ వనగా రామోజీరావు ఏ టూగా ఆయన పెద్ద కోడలు శైలజా కిరణ్ ఉన్నారు వారిని ఇప్పటికే ఓ విడత సిఐడి విచారించింది కూడా నిబంధనల అతిక్రమణను వారు ఒప్పుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి వారే స్వయంగా తాము సంస్థ నిర్వహణలో చట్టాలు పట్టించుకోలేదని చెబుతూ ఉంటే మధ్యలో చంద్రబాబు నాయుడుకు నొప్పి కలిగినట్టుంది రామోజీరావు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి విలువలతో ఉన్న వ్యక్తి అంటూ ఆయన డప్పు ఈయన కొడుతున్నారు ఇదే ఒక జోక్ అనుకుంటే అంతకంటే పెద్ద జోక్ కూడా మరొకటి పేల్చారు ఎన్నో ప్రభుత్వాల మీద పోరాడిన రామోజీరావు చంద్రబాబు మీద కూడా చాలా విమర్శలు చేశారట అయినా సరే ఆయన విలువలున్న వ్యక్తి అని తెలుసు కనుక ఆయనను చంద్రబాబు ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదట చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని తాను రాష్ట్రంలో కింగ్ మేకర్గా తిరుగులేని అవతారంలో మిగిలిపోవాలని కలలు కనే రామోజీరావు చంద్రబాబు మీద ఎప్పుడు విమర్శలు చేశారో నారావారు ఒక్క ఉదాహరణ అయినా చెబితే బాగుండేది తన మాట వినని రామారావుకు వ్యతిరేకంగా ఒక దశలో రామోజీరావు రెచ్చిపోయారే తప్ప చంద్రబాబును ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు ఇంకా తెలుగుదేశంలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం నాయకుల మీద చంద్రబాబు వ్యూహం ప్రకారం అవినీతి కథనాలు ప్రచురించి ఆయా నాయకుల మీద వేటు వేయడానికి రామోజీ తోడ్పడ్డారు అలాంటిది ఇప్పుడు ఇలా ఆయన నిజాయితీ విలువల గురించి జోకులు చెబుతూ చంద్రబాబు వెనకేసుకురావడం కామెడీగా ఉంది